సన్నిధి శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఇది ఎనిమిదో రోజు ఈరోజు ఉదయం అత్యంత విశేషమైన వృషభ వాహనం ముందుగా రేపు జరిగే మహారథోత్సవం కొరకు పంచరథాలకు కలశాలను అమర్చుతారు అవి చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ దీపోత్సవంలో ఏ కార్యక్రమాన్ని దర్శించలేకపోయినా చాలా బాధగా అనిపిస్తుంది అందుకని ముందుగానే వచ్చి ఆలయం ముందర ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే సమాచారాన్ని మనకి ఎవ్వరూ చెప్పరు కలశాలను అమర్చిన తర్వాత వృషభ వాహన కార్యక్రమం మొదలవుతుంది అరుణాచలేశ్వర ఆలయంలోని వినాయకుడు చంద్రశేఖరమూర్తి ధూపదీప నైవేద్యాలను అందుకుని యాగశాలకు వచ్చి శక్తిని బొట్టుగా అలంకరించుకుని ఈశాన్య ద్వారం నుండి బయటకు వచ్చి వృషభ వాహనాన్ని అధిరోహిస్తారు ఒక ప్రక్క భక్తులు డక్కాను మ్రోగిస్తారు Querida, las వినాయకునికి చంద్రశేఖరమూర్తికి కర్పూర హారతులు సమర్పించిన తర్వాత మాడవీధులలోకి తీసుకువస్తారు భక్తులు హారతులను తీసుకున్న తర్వాత దేవారాలను పాడుతారు వృషభ వాహనం ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది మేళతాళాలతో వినాయకుడు చంద్రశేఖరమూర్తి మాడవీధుల్లోకి బయలుదేరుతారు ఆలయ గజరాజు భక్తులను ఆశీర్వదిస్తుంది లెక్కలేనంత జన సమూహం మధ్య స్వామి మాడవీధులలో భక్తులను అనుగ్రహిస్తారు Gracias. రేపు జరగబోయే మహారథోత్సవం యొక్క ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ ఎస్పీ ముందే వచ్చి మాడవీధులను పర్యవేక్షిస్తారు భక్తులు స్వామి వచ్చే ముందు వీధులలో ముగ్గులను వేస్తారు చంద్రశేఖరమూర్తికి పట్టే గొడుగు ఎంతో అందంగా పార్వతీ పరమేశ్వర చిత్రాలతో ఉంటుంది వినాయకుడు చంద్రశేఖరమూర్తి మాడవీధులలో విహరించి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది பொன்னாறு நெறி ఈరోజు సాయంత్రం జరిగే పెద్ద వెండి వృషభ వాహన సేవను సాయంత్రం భాగంలో దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల சிவா